Welcome to Nani Tech and Videos. Subscribe my YouTube channel and click on the bell icon. Hi friends welcome to Nani tech and videos ఈరోజు మనకి ఆర్ఆర్బి ఎన్టీపీసీలో వచ్చినటువంటి ఒక క్వశ్చన్ చూద్దాం మనకి ఆర్ఆర్బి ఎన్టీపీసీ ట్వంటీ ట్వంటీ వన్లో జరిగినటువంటి ఎగ్జామ్ పేపర్ నుంచి ఒక క్వశ్చన్ చూసుకుందాం ఈ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడంటే ఆడ్ మ్యాన్ అవుట్ని ఇచ్చాడు ఆడ్ మ్యాన్ అవుట్ మనకి ఫోర్ ఆప్షన్లు ఇవ్వటం జరిగింది ఈ ఫోర్ ఆప్షన్లో సి అనేది రైటు ఎలా రైటో మనం ఈరోజు చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ మన అడిగినటువంటి ఒక క్వశ్చన్ని ఒకసారి చూసుకుందాం ఇచ్చిన నాలుగు భిన్నాలలో మూడు ఏదో ఒక విధంగా ఒకేలా ఉంటాయి ఒకటి వేరేలా ఉంటుంది వేరుగా ఉన్నదాన్ని ఎంచుకోండి ఇంగ్లీష్లో ఇంగ్లీష్ మీడియంలో రీజనింగ్లో చెప్పుకోవాలంటే ఆర్డ్ మ్యాన్ అవుట్ అంటారు ఆర్డ్ మ్యాన్ అవుట్ అంటారు ఇది ఈ క్వశ్చన్ని ఇది మ్యాథ్స్లో వేస్తే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా మనం ఆన్సర్ ఏందో చూసుకుందాం ఫస్ట్ ఆప్షన్ కనుక చెక్ చేసినట్టయితే పన్నెండు నాలుగులు నలభై ఎనిమిది ప్లస్ వన్ పదహారు నాలుగులు అరవై నాలుగు ప్లస్ వన్ పదిహేను నాలుగులు అరవై ప్లస్ వన్ తొమ్మిది నాలుగులు ముప్పై ఆరు ప్లస్ వన్ ఇవన్నీ సరిపోయినాయి కానీ ఇదొక్కటి మట్టికి సరిపోలేదు ఫ్రెండ్స్ ఇది ఆడ్ మ్యాన్ అవుట్ ఇది సిక్స్టీ వన్ వచ్చింది ఆన్సర్ ఇది ఫార్టీ నైన్ ఇది సిక్స్టీ ఫైవ్ ఇది థర్టీ సెవెన్ అన్నీ ఇక్కడ ఇచ్చినటువంటి విలువలు వచ్చినాయి దీనికి మట్టికి సిక్స్టీ వన్ వచ్చింది కాబట్టి ఇది ఆడ్ మ్యాన్ అవుట్లో ఇది మరి ఈ విధంగా ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎస్ఎస్సి ఎస్ఐ కానిస్టేబుల్స్లో కూడా ఈ విధంగా వస్తాయి ఈ యొక్క క్వశ్చన్ ఈ విధంగా చేయాలి ఫ్రెండ్స్ బాయ్